గుడ్ మార్నింగ్ గైస్ పొద్దున ఫైవ్ ఫార్టీ అవుతుంది ఇప్పుడు టైము స్నానం చేసుకొని టెంపుల్కి వెళ్తున్నా సో ఇంతవరకు విజిట్ చేయలేదు ఇప్పుడు పోయి విజిట్ చేసి అక్కడ నుంచి మురుదేశ్వర్ వెళ్తా మ్యాక్సిమం మళ్ళీ రిటర్న్ హోటల్కి రావడానికి ట్రై చేస్తా సో ఇదే నేను ఉన్న రూమ్ ఇది back side beach so start అయిన ఇప్పుడే ఇక్కడ నుంచి సో టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి ఆ బ్యాగ్ అండ్ ఛార్జింగ్ పెట్టిన గోప్రో అది కూడా తీసుకొని వెళ్తాయి బండి గురించి చెప్పలే కదా సో నిన్న బండి తీసుకుని ఉండే ఈ హోటల్ కి ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే బై రోడ్ రాలేము దీంట్లో కంపల్సరీ శాండ్ లో నడవాల్సిందే ఐదర్ స్టార్టింగ్ నుంచైనా రావాలి బీచ్ స్టార్టింగ్ నుంచైనా మెయిన్ బీచ్ నుంచి లేదా కొంచెం దూరం వెళ్తే ఆర్కే బీచ్ అని వస్తుంది ఆడొక రోడ్ ఉంటుంది ఒక హండ్రెడ్ మీటర్స్ నడవాలి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ నడిస్తే రోడ్ ఉంటుంది ఆ రోడ్ నుంచి అక్కడ పార్క్ చేసిన నేను వెహికల్ చూపిస్తాను ఇట్లకైనా ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ వెళ్తే ఇటు సైడ్కైనా హోటల్ వస్తుంది సో బండి ఇక్కడ పార్క్ చేసిన గైస్ వచ్చేసిన టెంపుల్కి ఇంకా ఓపెన్ అవ్వలేనట్టుంది అక్కడ బండి పార్క్ చేసిన సో బీచ్కి ఆపోజిట్ డైరెక్షన్లో టెంపుల్ ఉంటుంది సో పంచ లేకుండా లోపలికి రానివ్వరట లోపల దర్శనం చేసుకొని లిటరల్లీ లోపలికి ఇట్లా పంపిస్తారు ఓన్లీ పంచనే ఉండాలి మీద షెట్ ఉండదు బనీన్ ఉండదు వెళ్తున్నా ఇక వెహికల్ తీసుకొని రూమ్కి పోయి ఏమేమి అవసరమో అవి తీసుకొని మురుదేశ్వర్ టెంపుల్కి వెళ్తా ఆ ట్రైన్ బుక్ చేసుకుని ఉండే కానీ ట్రైన్ మిస్ అయిపోయింది ఇక్కడ సెవెన్ అవుతుంది ట్రైన్ సిక్స్ ఓ క్లాక్ ఏమో ఉండే సిక్స్ థర్టీకి వీళ్ళు ఓపెన్ చేసారు సిక్స్ ఓ క్లాక్ అని ఓపెన్ సిన్ సిక్స్ ఓ క్లాక్ అని మ్యాప్స్లో ఉంటుంది కానీ అది ట్రూ కాదు so six o'clock open కాదు బీచ్లో నడుచుకుంటూ పోతుంటే మంచి మజా వస్తుంది దూరం ఉందని అనిపించింది కానీ ఇప్పుడేమో మంచిగా అనిపిస్తుంది నార్మల్గా అయితే నడవం కదా సో బైక్ కోసం అన్నా లేకపోతే ఫుడ్ కోసం అన్నా వెళ్ళేటప్పుడు నడవాలి కంపల్సరీ సో మంచిగా అనిపిస్తుంది బీచ్లో నడుస్తుంటే నిన్న బోర్ కొట్టింది నిన్న ఒక వన్ డే నడవగానే బోర్ అనిపించింది కానీ ఇప్పుడు బెటర్ అనిపిస్తుంది సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా మురుదేశ్వర్ టెంపుల్ కి వెహికల్ తీసుకొని స్టార్ట్ అవుతా మహాబలేశ్వరం టెంపుల్ దర్శనం అయ్యింది మంచిగా అనిపించింది లోపల సో క్లోత్స్ ఏమి ఉండొద్దు అప్పర్ అయితే ఏముండొద్దు షర్ట్ తీసుకొని మీదేసుకోవాలి లోవర్ ఓన్లీ పంచనే ఉండాలి నో షార్ట్స్ నో నథింగ్ ఇంకేముండొద్దు ఉండొద్దు పాయింట్స్ ఏవి ఉండొద్దు జస్ట్ పంచ్ ఒకటే ఉండాలి ఈ వెహికల్ మీదనే వెళ్దాం అనుకుంటున్నా ట్రైన్ మిస్ అయిపోయింది ట్రైన్ ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నా కానీ ట్రైన్ మిస్ అయిపోయింది సో వేస్ట్ ఇప్పుడు ఆ ట్రైన్ కోసం ఆలోచించి కూడా సో దీంట్లోనే ఒక four hundred five hundred fuel పోపించుకుంటే వెళ్ళిపోయి రావచ్చు బైక్ మీద వెళ్ళడం వల్ల అడ్వాంటేజెస్ చూడండి మంచి మంచి సీనరీస్ చూసుకుంటూ వెళ్ళొచ్చు ఐ మీన్ మనకి ఇష్టం వచ్చిన దగ్గర ఆపుకొని కొంచెం వీడియో చేసుకుంటూ వ్లాగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు క్రేజీ లొకేషన్స్ అసలు ఇక్కడ లోపటికేం చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్ ఇక్కడ రూటే లేదు అసలు ఎట్లా పోవాలి అసలు అర్థం అవ్వట్లేదు అన్ని టైం గూగుల్ మ్యాప్ని నమ్ముకోవద్దు అసలు బ్రిడ్జ్ లేదు ఏం లేదు గూగుల్ మ్యాప్స్ ఏమో దాని లోపలికి పోవాలని చూపిస్తుంది వాటర్లకే పోవాలా ఇప్పుడే హైవే ఎక్కిన ఆల్మోస్ట్ సగం దూరం వచ్చిన బ్రేక్ఫాస్ట్ చేస్తాను బస్సులో వెళ్ళడం కంటే ఇద్దరు ఉంటే మాత్రం రెంటల్ వెహికల్ తీసుకొని గా వెళ్ళింది బెటర్ బస్ కంటే సో ఎంజాయ్ చేయవచ్చు నేను ఒక్కనే కానీ నాకు ఛార్జెస్ ఎక్కువనే పడతాయి కానీ పులావ్ తిన్నా ఇప్పుడే సో టేస్ట్ అయితే బాగానే ఉంది థర్టీ రూపీస్ అంటే పర్సన్కి అయితే సరిపోతుంది అండ్ ఛాయ్ తీసుకున్నాం అంటే ఒక టెన్ రూపీస్ ఉండొచ్చు thirty forty rupees breakfast complete so done with breakfast నల్లగైనా చాలా నల్లగైనా నేను సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నారు కదా ఇది రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ ఏమో ఉంటుంది walkable distance I mean arch వస్తుంది ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తే మన Murudeshwar main temple and statue వస్తుంది నేను రైల్వే స్టేషన్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే మీరు గోకర్ణలో ట్రైన్ ఎక్కి డైరెక్ట్ ఇక్కడ దిగేసి మీరు ముర్దేశ్వర్ టెంపుల్ కి వచ్చేవచ్చు ఎందుకంటే ముర్దేశ్వర్ టెంపుల్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే రైల్వే స్టేషన్ ఉంటుంది సో మీరు రైల్వే స్టేషన్ కి వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్ లో ఇక్కడికి వచ్చేసారంటే ఇక్కడ ఆటోస్ కూడా చూసారు కదా ఎన్నికన్నా ఆటోస్ ఉన్నాయో సో ఈ ఆటోస్ లో మీరు డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ రావచ్చు ఆటోస్ మళ్ళీ రిటర్న్ కూడా ఉంటాయి ఇక్కడ దాకా వచ్చేసి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే స్టేషన్ నుంచి గోకర్ణ రిటర్న్ వెళ్ళిపోవచ్చు గైస్ ఇప్పుడే రీచ్ అయినా సో బండి ఇక్కడ పార్క్ చేసిన వెనక temple and Shiva statue so ఇక్కడ మొత్తము ఈగల్స్ ఉన్నాయి పైన చూస్తున్నారు కదా ఎట్లా ఎగురుతున్నాయో సీ ఏరియా కదా సో అందుకే ఉన్నట్టున్నాయి ఫిషెస్ కోసం ఇక్కడ స్టాచ్యూ అండ్ గోపురం ఉంది అండ్ పక్కన బోట్స్ ఉన్నాయి అన్ని సైడ్ మొత్తం బోట్సే ఉన్నాయి బీచ్ కి ఇంకో సైడ్ జనాలు ఉన్నారు ఇది ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళడానికి సో ఫస్ట్ గోపురం మీదకి వెళ్తా ఆల్రెడీ చాలామంది వెళ్తున్నారు జస్ట్ టెన్ రూపీస్ కాస్ట్ ఉంటుందంట అది కూడా లిఫ్ట్ పైకి కిందికి తీసుకెళ్ళడానికి గోపురం విజిట్ చేయడానికి ఎలాంటి ఛార్జెస్ లేవు ఫస్ట్ గోపురం మీదకి వెళ్ళి అక్కడ వ్యూస్ ఎలా ఉన్నాయో చూపిస్తా తర్వాత బయటకు వచ్చి అచీవ్ అండ్ స్టాచ్యూ వ్యూస్ చూపిస్తా టెంపుల్లోకి దర్శనంకి వెళ్తా ఒకవేళ ఛాన్స్ ఉంటే అక్కడ వీడియోస్ కూడా పెడతా నవీన్స్ బీచ్ రెస్టారెంట్ అంట మనదే సో లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది ఇక్కడ టెన్ రూపీస్ ఇస్తే టికెట్ ఇస్తాడు లిఫ్ట్లో ఇతనికి టికెట్ చూపిస్తే ఇంకా మనం పైకి అలౌ చేస్తాడు మళ్ళీ రిటర్న్ రావడానికి ఏం టికెట్ చూపెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్ వచ్చేయచ్చు మనం ట్యూస్డే కాబట్టి మంది చాలా తక్కువ అంటే లైన్ చాలాసేపే ఉండే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లైన్లో వెయిట్ చేసుకున్నాను నేను కానీ పైన జనాలు తక్కువ ఇట్లా చాలా విండోస్ ఉన్నాయి మొత్తము అక్కడ రౌండ్ అప్ ఉంది సో విండోలోకి వ్యూ ఇలా ఉంది ఇది విండో వ్యూ బీచ్ వ్యూ ఈ వ్యూది టైం ల్యాబ్స్ ఇస్తున్నా పెడితే చూడండి ల్యాబ్స్ చేశారు కదా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా టైం ల్యాబ్స్ ఇస్తున్నాం త్రీ సైడ్ బీచెస్ ఉన్నాయి ఒక సైడ్ మొత్తం చెట్లు ఉన్నాయి అడవి అడవి లెక్క ఉంది మొత్తం ఈ త్రీ సైడ్స్ అన్ని బీచెస్ ఉన్నాయి ఫస్ట్ చూపించిన కదా అదొక బీచ్ అండ్ ఇదొక బీచ్ అండ్ ఇదొక బీచ్ మొత్తం three beaches and it side ఏమో మొత్తం సిటీ సో కిందికి వచ్చిన మీదికి వెళ్ళేటప్పుడు అక్కడ చెప్పులు విడిచినుండే సో ఎవరో సెక్యూరిటీ అనుకుంటా ఇక్కడ తీసుకొచ్చేసారు సో పోయినాయి అనుకున్నా నేనైతే చెప్పులు శివుని టెంపుల్ పక్కకి ఫిష్ మార్కెట్ వావ్ గోపురం నుంచి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి టెంపుల్ వస్తుంది ఆ శివ స్టాచ్యూకి వెళ్ళడానికి మాత్రం రైట్ సైడ్ నుంచి గోపురం బయటికి వెళ్ళాలి గుడి లోపల ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు వస్తున్నాం స్టాచ్యూస్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్తా అక్కడ వీడియో పెడతా ఓన్లీ క్యాషే యాక్సెప్ట్ చేస్తారంట లడ్డు తీసుకోవడానికి సో ఈ బిల్డింగ్ వెనుక ఉందంట ట్రై చేసి వస్తా ఏటీఎం క్యాష్ డ్రా చేసుకొచ్చుకొని లడ్డూలు తీసుకున్నా ఒక టెన్ తీసుకున్నా సరిపోతాయి అనుకుంటున్నా వెనుక శివుని స్టాచ్యూ ఉంది కదా అక్కడికి వెళ్దాం ఇది రూట్ లేదు ఇట్లకేం లేదు సో బయటికి వెళ్ళి బయట నుంచి అటు సైడ్కి వెళ్ళాలి కాళ్ళు కాలిపోతున్నాయి కొంచెం సేపటికే సో ఇది ఎంట్రన్స్ లోపల గుడిలోకి వెళ్ళడానికి ఇదేమో స్టాచ్యూ సైడ్ వెళ్ళడానికి రైట్ సైడ్ నుంచి వెళ్తే మీకు లెఫ్ట్ సైడ్లో ఒక రూట్ కనిపిస్తుంది ఆ రూట్లోకి వెళ్తే స్టాచ్యూ సైడ్ వెళ్ళవచ్చు ముంగట్కి వస్తే ఇక్కడనే ఇందాక క్యాష్ డ్రా చేసింది కూడా ఇక్కడనే సో ఇలా వెళ్తే టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు ఐ మీన్ స్టాచ్యూస్ దగ్గరికి వెళ్ళొచ్చు ఇది అప్పుడే పైకి వెళ్ళడానికి అయిపోయినప్పు ఈ పాతలో నడవాలంటే చెప్పులు లేకుండా ఇది రావణాసుడు గణేశునికి ఆత్మలింగం ఇస్తున్నప్పుడు ఇదే అది ఆత్మలింగము చేతిలో పట్టుకోమని ఇస్తాడు కింద పెట్టొద్దని సో అప్పుడు ఆ సిచ్యువేషన్ నడవడానికి కూడా లేదు అసలు కాళ్ళు కాలుతూనే నడుస్తుంటేనే వీళ్ళేమో ఇంకా ఫోటో దిగుతున్నారు అంత కాలుతుంటే కూడా వేడికి అందరు ఎట్లు ఉరికొస్తారు చూడండి పన్నెండు అయితే టైం పరిగెత్తురా నవీను పరిగెత్తు ఇవి కాళ్ళు కాలుతాయి ఇవి ఎందుకంటే ఇవి అవి కదా పాలిష్ ఉండాలి కదా ఇక్కడ ఓకే కొంచెం ఇవైతే కాళ్ళు కాలుతాయి చాలా ఇవంతా కాలు దీని కింద కేవ్స్ ఉందంట సో టెన్ రూపీస్ ఎంట్రన్స్ చూసుకొని రావాలి సో ఈ విగ్రహం ఉందా ఈ విగ్రహం త్రీ సైడ్స్ సముద్రమే ఉంటుంది మధ్యలో విగ్రహం ఉంటుంది చాలా హైట్ ఉంది విగ్రహం చూస్తే అంత అనిపించదు కానీ నేను కృష్ణుడు అర్జునుడు అనుకుంటున్నాను నేనైతే ఈ గుడి అటు నుంచి ఇటు కేవ్స్ ఎంట్రన్స్ అండ్ ఇది ఎగ్జిట్ అక్కడ ఎంట్రన్స్ ఇది ten rupees ticket and photos ten rupees అంట నాలుగు ఫోటోలు ఇచ్చిండు మంచిగా ఉన్నాయి అవి చూపిస్తాను నేను ఎంట్రన్స్ ఇది లోపట ఇది ఆ కేవ్స్ లోపట సో ఏసీ కూడా ఉంది లోపల central AC wow nice so మీకు ఓన్లీ స్టాచ్యూస్ చూస్తే ఏం అర్థం అవ్వదు సో ఇక్కడ నుంచి చెప్తా వినండి రావణాసుడు శివుడు కోసం తపస్సు చేస్తుంటాడు ఆ తపస్సు చేయడం చూసి నారదుడు ఏం చేస్తాడంటే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి విష్ణుమూర్తికి రావణాసుడు తపస్సు చేస్తుండు ఒకవేళ ఆయన తపస్సుకు మెచ్చుకొని శివుడు దీక్షమై ఏదైనా ఒక వరం ఇచ్చి మళ్ళీ అతన్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తాడని విష్ణుమూర్తితో చెప్తాడు ఇంత తపస్సు చేసిన శివుడు పలకడు సో ఏం చేస్తాడంటే రావణాసుడు మొత్తం అతని చేతుల బలం ఉపయోగించి కైలాసాన్ని పైకి లేపుతాడు ఆ తర్వాత శివుడు ఒక్క కాలుతో ఇట్లా కిందికి నొక్కగానే కైలాసం మొత్తం రావణాసుడి చేతుల మీద పడుతుంది అప్పుడు బాధపడు బాధపడుతూ శివుణ్ణి తలుసుకుంటే శివుడు అప్పుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమని చెప్తాడు అప్పుడు పార్వతి కావాలని కోరుకుంటాడు శివుడు ఏం చేస్తాడంటే తీసుకోపో అని చెప్తాడు ఇలా ఎందుకు అడుగుతాడంటే విష్ణుమూర్తి అలా అడిగేటట్టు చేస్తాడు వెంటనే పార్వతి ఆమె ఉగ్ర రూపంలోకి వచ్చేసరికి నారదుడు వచ్చి చెప్తాడు ఆమె పార్వతి కాదు వెనుక చూడు అని చెప్పి చెప్తే ఇక అప్పుడు భయపడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నారదుని పట్టుకొని మరి పార్వతి ఎవరని అడిగితే మండోదరిని చూపించి ఈమెనే పార్వతి అని చెప్తాడు సో మండోదరిని పెళ్లి చేసుకుంటాడు మండోదరిని పెళ్లి చేసుకున్న తర్వాత మండోదరి కూడా పార్వతి కాదని తెలుసుకొని శివుని ఎట్లనైనా మొప్పించి మళ్ళీ ఆత్మలింగం అడుగుదామని శివునికి తపస్సు చేయడం స్టార్ట్ చేస్తాడు ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో ఇప్పటి నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క తల శివునికి అంకితం ఇస్తానని ఒక్కొక్క తలని నరుకోవడం స్టార్ట్ చేస్తాడు సో స్టార్ట్ చేయగానే ఫైవ్ డేస్కే శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని చెప్తాడు అప్పుడు ఆత్మలింగం కావాలని శివుణ్ణి కోరుకుంటాడు అది చూసి నారదుడు వినాయకుడి దగ్గరకు వచ్చి ఇట్లా శివుడు ఆత్మలింగం ఇచ్చేశాడు ఆత్మలింగం కనుక తన దగ్గర ఉంటే ఇంకా ఎవరు అతన్ని ఆపలేరని చెప్తే అప్పుడే వినాయకుడు చిన్న బాలుడిగా మారి రావణాసురుడు ఎదురు వెళ్తాడు రావణాసురుడికి సంధ్యావందనం టైం అవుతుంది అప్పుడు ఎవరు చుట్టుపక్కల లేకపోతే ఆ బాలుడి చేతిలో ఇది కింద పెట్టకుండా సంధ్యావందనం చేసుకొని వచ్చేసరికి పట్టుకోమని చెప్తాడు సో ఆ బాలుడు ఏమంటాడంటే నాకు అంత టైం లేదు సో నేను వెళ్ళాలి అని అంటే తొందరగా వస్తానని చెప్పేసి అలానే చేతిలో పెడితే నువ్వు తొందరగా రాకపోతే నేను మూడు సార్లు వెళ్తున్నా వెళ్తున్నా వెళ్తున్నా అని చెప్పేసి పెట్టేసి వెళ్ళిపోతా అని చెప్తాడు అయితే ఆ రావణాసుడు ఓకే అని చెప్తాడు రావణాసుడు కొంచెం దూరం వెళ్ళగానే నేను వెళ్తున్నా వెళ్తున్నా వెళ్తున్నా అని మూడు సార్లు చెప్పేసి కింద పెట్టేస్తాడు ఇంకా సో అట్లా ఫాస్ట్ ఫాస్ట్గా నేను వెళ్తున్నా వెళ్తున్నా వెళ్తున్నా అని రావణాసుడు రాకముందే వినాయకుడు ఆత్మలింగాన్ని కింద పెట్టడంతో కోపం వచ్చి వినాయకుని కొట్టడానికి చేయలేబడతాడు సో వినాయకుడు అప్పుడే వెంటనే శీలగా మారిపోతాడు అక్కడనే సో వినాయకుడు అట్లా మారిపోగానే ఎంత ట్రై చేసినా ఆత్మలింగం రాదు సో ఏం చేసేది లేక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆ ప్లేసే ఈ గోకర్ణ అందుకే మహాబలేశ్వరం టెంపుల్ పక్కకే వినాయకుని టెంపుల్ ఉంటుంది సో లోపల చాలా బాగుంది ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు only ten rupees ticket so వెళ్తే ఇంకొంచెం మంచిగా అర్థమవుతుంది కాళ్ళు గొప్పలు వస్తున్నాయి నడుస్తుంటాయి సో అయిపోయింది దర్శనం అయిపోయింది లోపల కేవ్స్ కూడా చూసినాం అంతా సో ట్రై చేస్తే ఇంకొక పదిహేను నిమిషాలు అట్లా టైం ల్యాబ్స్ తీయడానికి ట్రై చేస్తాను నేను ఎక్కడైతే బండి పార్క్ చేసినాను హీట్కి సగం షర్టు పచ్చిగా అయిపోయింది మొత్తం సో ఇది శివునికి లెఫ్ట్ సైడ్ వ్యూ ఇదంతా బీచ్ ఇక్కడ అన్ని బోట్స్ ఉంటాయి మంది కూడా ఎక్కువ రారు ఐ మీన్ జనాలు ఎక్కువ ఉండరు ఇంకోటి రైట్ సైడ్ బీచ్ ఉంటుంది ఆ బీచ్లో చాలామంది ఉంటారు ఐ మీన్ విజిటర్స్ అందరు ఆ బీచ్కి వెళ్తారు ఈ బీచ్కి జస్ట్ ఫిషర్మ్యాన్స్ వాళ్ళ బోట్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ బోట్స్ చూసారు గణం బోట్స్ ఉన్నాయో కానీ లొకేషన్ బాగుంటుంది వీడికనే శివుడు మంచిగా కనిపిస్తాడు అక్కడ సైడ్ కంటే కంపేర్ చేసుకుంటే ఇక్కడనే మంచిగా కనిపిస్తాడు ఈ గోపురం కానీ ఇవన్నీ కానీ టెంపుల్ అటు సైడ్ వెళ్తేనేమో ఇందాక చూపించిన లొకేషన్ వస్తుంది ఇటు సైడ్ వెళ్తేనేమో మెయిన్ బీచ్ సో అట్లకైనా వస్తే ఇటు side main beach entrance main బీచ్లో చాలా స్పోర్ట్స్ కూడా ఉంటాయి ఐ మీన్స్ వాటర్ స్పోర్ట్స్ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయవచ్చు మెయిన్ బీచ్లో కూడా చాలా బోట్సే ఉన్నాయి సో ఇక్కడికే వ్యూ అరే ఇదే మంచిగా ఉంది వ్యూ దానికంటే కానీ అక్కడ సైడ్కి గో ఈ గోపురం మంచిగా అనిపిస్తుంది ఇక్కడ జనాలు చూడండి ఫుల్ జనాలు ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ స్పీడ్ బైక్ చాలా కాస్ట్ ఉంటాయి అనుకుంటావు అవన్నీ నాకైనా ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు సో నేను అందుకే వెళ్ళట్లే ఐ మీన్ టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ కాదు టైం లేదు వాటర్లో దిగడానికి కూడా నాకు టైం లేదు లొకేషన్ బాగుంది కానీ ఫుల్ క్రౌడెడ్ ఏరియా చాలా క్రౌడ్ ఉంది ఇవాళ ట్యూస్డే అయినా ఇంత క్రౌడ్ ఉంది ట్యూస్డే రోజు కూడా సండే వీకెండ్స్ అంటే ఏమో అనుకోవచ్చు వీకెండ్ వీక్ డేస్ కూడా బాగానే క్రౌడ్ ఉంది ఇక్కడ సో ఇది రేటెడ్ కదా గోకర్ణ అంటే అండర్ రేటెడ్ కాబట్టి అక్కడ జనాలు తక్కువ ఉంటారు ఇది మొత్తం అంటే చాలామందికి తెలిసిన ప్లేసెస్ మురుదేశ్వర్ అంటే సో కొన్ని టైం ల్యాబ్స్ తీస్తున్నాను ఇక్కడ ఎట్లా వచ్చినాయో కూడా తెలియదు కోటి తీర్థం అండ్ వినాయకుని టెంపుల్ విజిట్ చేస్తే ఆ వీడియోస్ పెడితే చూడండి మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా ఎండ్ ఆఫ్ ది డే చూపిస్తాను నేను ఇంకా ట్రైన్ అవి ఎట్లా క్యాచ్ చేసుకున్నాను టైం ఎంత జరిగిందో చూపిస్తాను ఇది కొలను ఇంత దూరం వచ్చి కొలను మిస్ అయినా నేను ఇందాక అప్పటి నుంచి చూపెట్టలే సో ఇప్పుడు వెళ్ళేదారిలో కనిపించింది సో అది గోపురము ఇది కొలను రాజగోపురం అది ఇది కొలను సో వెహికల్ ఇక్కడ ఆపినాయి ఇటుకైనా బస్సెస్ ఉంటాయి లోకల్ బస్సెస్ ఉంటాయి అనుకుంటా చిన్న గల్లీ ఉంది ఆ చిన్న గల్లీలకైనా వస్తే ఇది కోటి తీర్థం అనుకుంటా వాటర్ ఏం లేవు చాలా తక్కువ ఉన్నాయి ఇదే కోటి తీర్థము సో విజిట్ చేయలే విజిట్ చేయలే అనుకున్నా కదా అయిపోయింది ఫైనల్ చిన్న బోట్ ఉంది అక్కడ కార్నర్కి బాగానే పెద్దగా ఉంది కాకపోతే వాటర్ లేవు ఇప్పుడు సో వాటర్ నింపుతారేమో ఈ సమ్మర్ అయిపోయాక సో అదే వినాయకుని టెంపుల్ అంట ఇటు వెళ్తే మెయిన్ టెంపుల్ వస్తుంది సో టైం లేకుండా జల్దీ జల్దీ హోటల్కి వెళ్ళి అక్కడ నుంచి చెక్అవుట్ చేసి బ్యాగ్ తీసుకొని మళ్ళీ బండి రిటర్న్ చేసేసి బస్ స్టాప్కి వచ్చేసి బస్సు ఎక్కిన బస్సు ఎక్కినాక మాత్రం నాకు చుక్కలు కనిపించినాయి ట్రైన్ రీచ్ అవుతానో గానో నాకు అసలు ఏం అర్థం కాలేదు బస్సు మొత్తం ఒక త్రీ అవర్స్ బస్సులో నిల్చొనే ఉండే సీట్ దొరికినాక అప్పుడు వచ్చి కూర్చున్నా పని అయిపోయింది అనుకున్నాను నేను almost all twenty minutes train late అవ్వడం వల్ల దొరికింది నేను ఎగ్జాక్ట్ నైన్ ఫిఫ్టీన్కి ఇడున్నా అంటే మీరు అర్థం చేసుకోండి నైన్ ఫిఫ్టీన్ కంటే ట్రైన్ నైన్ ఫైవ్కి ten minutes late so train మొత్తం ఒక ట్వంటీ ట్వంటీ మినిట్స్ లేట్ అయింది ఇప్పుడు ట్వంటీ ఫైవ్కి స్టార్ట్ అయింది ట్రైన్ లిటరల్లీ ఉరుక్కుంటూ వచ్చిన నేను ఆడికి మధ్యలో దిగిన బస్సు కూడా మధ్యలో దిగిన ఆడికేని ఇంకో ఆటో మాట్లాడి మళ్ళీ ఆడికేని వాడిని దెబ్బదొబ్బ స్పీడ్ స్పీడ్ డ్రైవ్ చేయమని చెప్పిన వాడైతే టూ హండ్రెడ్ అడిగాడు జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్కి రేట్ మాట్లాడకుండా ఎక్కినుండే ట్రైన్ ఆటో బట్ వాడు ఇక్కడికి వచ్చినాక టూ హండ్రెడ్ ఇవ్వమన్నాడు అటు ఫైవ్ కిలోమీటర్స్కి పోనీ నాకు మనీ ఏమో కానీ ట్రైన్ అయితే దొరికింది ఒక్కటే ముక్కుకుంటున్నా ట్రైన్ మిస్ కావద్దు ఒక ట్వంటీ మినిట్స్ లేట్ కావాలి ట్వంటీ మినిట్స్ లేట్ కావాలన్నా ఎగ్జాక్ట్ ట్వంటీ మినిట్సే లేట్ అయ్యింది ట్రైన్ ట్రైన్ మిస్ అయితే మళ్ళీ ఇంకో బస్సు తీసుకోవాలి మళ్ళీ ఇది బుక్ అవుతుంది మళ్ళీ అది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అది loss around twenty two thousand five hundred loss అవుతుండే వాడికి ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అయినా ఫోర్ థర్టీకి స్టార్ట్ అయినా ఆడ హాఫ్ అన్ అవర్లో అంకోలా అంకోలాలో ఉండాల్సింది వాడు ఒక ఫిఫ్టీ మినిట్స్ చేసిండు అక్కడికే నేను బస్సు కూడా త్రీ అండ్ హాఫ్ అవర్స్లో రావాలి సో బస్సు ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యింది సో మ్యాక్సిమం ఎయిట్ వరకు రావాలి త్రీ అవర్స్లో వచ్చేసారు ఫస్ట్ ఎయిట్ థర్టీ వరకు రావాలి సో అది రాలేదు ఇంకా బస్ స్టాప్ పోయి ఉంటే ఆడనే టైం అయిపోయాడు బస్ స్టాప్ నుంచి ఆటో పిక్ చేసుకొని మళ్ళీ రైల్వే స్టేషన్కి రావాలంటే ఆల్మోస్ట్ ఆల్ నైన్ ఫార్టీ అయ్యేది సో మధ్యలో దిగిపోయినా ఒక ఫైవ్ కిలోమీటర్స్ ముందే దిగిపోయినా అక్కడ నుంచి ఆటో ఆటో మాట్లాడుకున్నా ఆటో మాట్లాడుకుని అక్కడ నుంచి వన్ తీసుకొని వచ్చేసిన రైల్వే స్టేషన్ ఎంటర్ అయినాక కూడా ఫస్ట్ ప్లాట్ఫామ్లో పోలీస్ వాళ్ళు ఉండే ఇద్దరు వాళ్ళని అడిగితే ట్రైన్ వెళ్ళిపోయిందని అన్నారు ఇంకో టీ టీ టీసీ వాళ్ళ వాళ్ళు ఉంటారు కదా టికెట్ సో వాళ్ళు వాళ్ళని అడిగిన వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా ఒక ఆయన వెళ్ళిపోయింది నైన్ ఫైవ్కి వెళ్ళిపోయింది అని అన్నాడు ఇంకొక ఆయన వెళ్ళి platform five platform platform number ఫైవ్లో చూడాలి వచ్చేసరికి ట్రైన్ ఉంది ట్రైన్లో ఇంకో టీసీ ఉంటాడు ఆయన అడిగిన ఇది హైదరాబాద్కి పోతుందా అని సో ఇదే ఇదే అని చెప్పాడు గట్టిగా థ్యాంక్ యూ చెప్పిన ఆయనకి థ్యాంక్ యూ చెప్పి జబర్కి వచ్చిన భూమిలో వచ్చిన ఇంకా చాలా పెద్ద అడ్వెంచర్ అయ్యింది కానీ ట్రైన్ మిస్ అవుతాం అనుకున్న మ్యాక్స్ హోప్స్ వదిలేసుకున్నాను ఆల్రెడీ ఆయన అడిగిన ఇడికైనా హైదరాబాద్ బస్సెస్ ఉంటాయా లేవా అని సో ఉంటాయని చెప్పిండు ప్రైవేట్ అండ్ పబ్లిక్ రెండు ఉంటాయి అన్నారు బట్ బస్సు తీసుకున్నా కానీ ఆల్మోస్ట్ టూ థౌజండ్ కాస్ట్ అవుతుంది ఆల్రెడీ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ పెట్టినా మళ్ళీ ఒక two thousand two thousand five hundred travel చేయడానికి అంటే చాలా ఎక్కువ ఎందుకంటే నేను వెహికల్ మీదనే వచ్చేస్తున్నాను బైక్ తీసుకొని వచ్చిన అంతగానం కావు ఇప్పుడు సో అవి మిగిలించుకోవాలనే నేను ట్రైన్ బుక్ చేసుకున్నాను కిస్మత్ మంచిగా ఉంది లక్కీ లక్కీ అసలు ఘోరంగా లక్కీ సో వచ్చేసిన ఇప్పుడే మీ దిగ్గు మెట్రో మెట్రో ఎక్కుతున్నా బేగంపేటలో దిగిన నాంపల్లిలో దిగలేదు ఇక్కడికైనా డైరెక్ట్ ఉప్పాలి వెళ్ళిపోతాను సో బ్లాగ్ ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి